హలో నమస్తే నేను మీ రాజశేఖర్ నేను ఆ రాజశేఖర్ కాదండి ఈ Rajasekhar welcome to my channel నేను ఈరోజు మీకు మన నమాన్ గంగా దోశ తవని అన్బాక్సింగ్ చేయబోతున్నాం ఇది ఇది సెకండ్ చూసుకున్నట్లయితే ఎస్ దోశ తవ్వ చూడండి దీని ప్యాకింగ్ వచ్చేసి ప్లాస్టిక్ కవర్తో చేశారండి చాలా గట్టిగా ఉంది మనం ఇప్పుడు దీన్ని దీన్ని కట్ చేద్దాం దీన్ని ఎలా పడితే అలా కట్ చేస్తే దీనికి స్క్రాచెస్ పడతాయన్నమాట ఆ గీతలు పడితే దోశ మంచిగా రాదని మా అమ్మ చెప్పేది సో మనం ఇప్పుడు దీన్ని చేస్తున్నాం ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఫస్ట్ ఓపెన్ చేయగానే మనకు వచ్చిన స్టిక్కర్ ఇది గంగా లైఫ్ టైం అంట నాన్ స్టిక్ ఇది సో ఈ పేపర్తో మనకు పని లేదు పక్కన పడేద్దాం దీన్ని తీసేసిన తర్వాత ఇది చూసుకుంటే చాలా స్ట్రాంగ్ ఉందండి ఎస్ దీనికి దీన్ని మనం ఇంకా మనకు మార్కెట్లో చాలా డిఫరెంట్ టైప్లో సైజులు దొరుకుతున్నాయి మనకి యాక్చువల్లీ మీరు చూసుకున్నట్లయితే super deluxe six MM thickness అంట ఇది వచ్చేసి తొమ్మిది వందల రూపాయలండి ఒక రూపాయి రిటర్న్ ఇచ్చేస్తాడు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు చాలా థిక్నెస్ అండి చాలా గట్టిగా ఉంటుంది ఇది అలాగే నెక్స్ట్ రెండోదండి సూపర్ డిలక్స్ ఫైవ్ ఎంఎం అంట ఇది వచ్చేసి ఏడు వందల రూపాయలు అంటే సిక్స్ నైంటీ నైన్ ఇంకొక రూపాయి రిటర్న్ ఇస్తాడు ఏడు వందలు ఇస్తే అలాగే డిలక్స్ ఫోర్ ఎంఎం థిక్నెస్ ఇది వచ్చేసి ఆరు వందలండి ఫైవ్ నైంటీ నైన్ మీరు ఆ రూపాయి తీసుకోవాలి ఎందుకంటే ఎండలో పడి వెళ్ళేంటారు కదా షాప్కి ఏ చిన్నమో కొనుక్కోవాలి మీరు ఆ బూమర్ కానీ చాక్లెట్ కాఫీ కానీ అలాంటివి నెక్స్ట్ వచ్చేసి ప్రీమియం త్రీ ఎంఎం థిక్నెస్ అనమాట ఇన్ని రకాలు మార్కెట్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఆరు రకాలుగా మనం దొరుకుతున్నాయి మీరు ఒకవేళ మీరు కోపం వస్తే మీ హస్బెండ్ని కొట్టడానికి కూడా చాలా బాగుంటుంది చూసారా నేను ఇయర్ చెక్ చేసి అప్పుడు వాడు దోశ బాగలేదు అనడానికి అవకాశమే లేదు మీరు ఎలాంటి దోశ ఇచ్చినా చట్నీ అద్దుకొని దోశ నాకుతూ తినాలి అంత బాగుంటుంది మీరు ఈ నమాన్ గంగా దోశ తవా ఇది బాగుందంటే మీరు కడిగేటప్పుడు ఇది చాలా జాగ్రత్త కడుక్కోవాలి దీనికి మనం స్టీల్ పీస్ అదే మన స్క్రబర్ అంటారు కదా స్టీల్ స్క్రబర్ వాడినట్టయితే ఇక్కడ స్క్రాచెస్ వస్తాయి అప్పుడు ఈ పెయింట్ పోతుంది పెయింట్ పోయిందనుకో మనం దోశ కాదని కొట్టడానికి కూడా ఇది రాదు కాబట్టి చెప్తున్నాను ఈ నిమాన్ గంగా దోశ తవ్వ మార్కెట్లో అవైలబుల్ ఉందండి మీరు తెచ్చుకోండి అలాగే దీనికి ఒక స్టిక్ ఇచ్చారండి ఇది నాకు అంత యూస్ఫుల్ అనిపించట్లేదు అయినా కూడా మనం దోశ తీయాలి కాబట్టి వాడిచ్చింది మనం వాడాలని రూల్ ఏం లేదు మన దగ్గర ఉన్నది కూడా వాడచ్చు స్టీల్ మాత్రం వాడద్దు దయచేసి పిండి వాడితే మీకు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న లేయర్ ఇక్కడ పెయింట్ ఉంది కదా పెయింట్ ఊడిపోద్దండి మీరు మీరు అనుకుంటున్నా అసలు ఓటర్లో దోశ తీసేవాడు స్టీల్ తీస్తాడు కదా అని మీకు ఈ డౌట్ రావు హండ్రెడ్ పర్సెంట్ ఇది వాళ్ళు చేసే వర్క్ వేరు మనం ఇంట్లో చేసుకునే వర్క్ వేరు సో కాబట్టి దయచేసి మీరు కట్టే వాడండి మన ఏమంటారు దీన్ని నాకు పేరు కరెక్ట్గా తెలుసు తెలిసిన కాడికి చెప్పా so thank you very much